ఈ కథ రెండు ఎపిసోడ్ల క్రితం మొదలైంది లేట్గా జాయిన్ అయిన వాళ్ళ కోసం జరిగిన కథని అన్జిప్ చేద్దాం అమృత్ విలాస్ కరెంటు బిల్లు క్రితం నెల యాభై ఆరు వేలు వచ్చింది అమృతరావు కళ్ళు తిరిగి పడిపోయాడు ఫాల్ట్ మీటర్దైనా ముందు బిల్లు కట్టమన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అదేమంటే ట్యాంపర్ చేయబోయి మీటర్ మీరే చెడగొట్టలేదనేంటి అందుకు శిక్ష పెనాల్టీ కూడా పడుతుంది అని బుకాయించాడా డీజీ మాటా మాటా పెరిగి ఒక ఛాలెంజ్ క్రికెట్ మ్యాచ్లో తయారైంది నేను కళ్ళు తెరిచేసరికి అంజిగాడు ఇలా ఇరుకుని పడేశాడు మేము మ్యాచ్ గెలిస్తే మీటర్ మార్చి బిల్లు మాఫీ చేస్తా ఉన్నారు ఆ కరెంట్ వాళ్ళు మేము ఓడిపోతే ఈ పదిహేను రోజులు ఎంత తిరిగితే దానికి మూడు రెట్లు కట్టాలన్నారు అది పిచ్చకుక్క గరిచిన రేసు గుర్రంలా పరిగెడుతుంది పదిహేను రోజులకి ఇరవై ఐదు వేల రూపాయలు తిరుగుతుంది దానికి మూడు రెట్లు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు మేము ఫస్ట్ బ్యాటింగ్ చేసాం స్కోర్ బోర్డు చూస్తే అసలు బ్యాటింగ్ చేసామా మేము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 బాబు క్రికెట్ సింగిల్ తీరా అంటే ఐదు బాల్ బాదేసి ఆరో బాల్ సింగిల్ తీస్తున్నాడేంటిడు కమాన్ నేను తను పరిగెత్తరా అన్మార్ అయిపో మళ్ళీనా చాలు అయిపోద్దా పగబొచ్చాడు ఇంకోటి కమాన్ ఒక్కరన్నా ప్లీజ్ మాట్లాడుకుంటున్నా నీళ్ళునే బాగా బై వెళ్ళు బాగా పరిగెత్తాలి నువ్వు బాబాయ్ చేసి దురదలెక్కిపోతుంది పరిగెత్తలేక నీళ్ళు కూడా వచ్చేస్తుంది మీ మామ పర్రి రివర్స్ ఇన్నింగ్స్ అయిపోయింది ఒక్కొక్కడు మా బ్యాట్స్మెన్ అవటం వెళ్ళిపోవటం నేనే పొద్దుననగా వచ్చాను మ్యాచ్ అయిపోయింది నేను అవుట్ అవ్వలేదు అవును నువ్వు స్కోర్ కొట్టలేదు ఏం కొట్టలేదు సున్నా కొట్టావు తొంభై తొమ్మిది మరి బ్యాట్ స్కోర్ ఏం కాదురా కానీ ఆ ఒక్క రన్ను నేను తీసేస్తుంటే వంద అయిపోయేది వాళ్ళ మీద సైకలాజికల్గా చాలా ప్రెజర్ పడిపోయేది ఆ ఒక్క రన్ను కాదు నువ్వు కనీసం ఒక్క రన్ను కొట్టినా వంద ఉండేది వాళ్ళ లోయెస్ట్ స్కోరు ఇరవై ఐదు ఓవర్లో టూ టెన్ కొట్టారట రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడా రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడా రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడా రారా కృష్ణయ్య కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా ఏ అమృతం నీకు ఆట కావాలా పాలు కావాలా ఆటే పదండి పదండి ఫీల్డింగ్ పొజిషన్ ఉంటే అంజుగాడు ఎక్కడ తెచ్చాడు అదిగో వాళ్ళతో చేరి మంత్రాలు ఆడుతున్నాడు అపోజిషన్ వాళ్ళతో ఇడిగి ఏంటి కొంపతీసి ప్యాడ్లు కట్టుకుని వాళ్ళ తరపున బ్యాటింగ్ చేశారు కదా అలా చేస్తే మనం గెలిచినట్టే నట్టే ఏంట్రా మనం గెలిచేసాం గెలిచేసామంట అవును వాళ్ళు బ్యాటింగ్ చేయకుండా మనం ఎలా గెలిచాం వాళ్ళు ఈ స్కోర్ ని పదిహేను ఓవర్లోనే చేసేలా ఛాలెంజ్ చేసి వచ్చా ఛాలెంజా వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోక చేస్తారా మూడు రెట్ల పందాన్ని ఆరు రెట్లు చేశా మూడు రెట్ల పందాన్ని ఆరు రెట్లు చేసావా అంటే డెబ్బై ఐదు వేల రూపాయల పందాన్ని లక్ష యాభై వేలు చేసావా <laughs> రే ఇరవై ఐదు ఓవర్లో రెండు వందలు కొట్టేవాళ్ళు పదిహేను ఓవర్లో వంద కొట్టలేరురా ఇలారా ఏంట్రా ఇదే బౌలింగ్ తడాక చూపిస్తారా అది అయిపోయాడు వీడు. హ. మంచిని తీసుకురారా Детка бай. Mm-hmm. ఏంటి భయపడ్డావా ఈ బడి చూడు గోడ దూకి మరీ వేస్తాను దరదలాడిపోతావు ఏమయ్యా నువ్వు ఎంత దూరం వెళ్ళి వేసినా ఇక్కడికి వచ్చేసరికి స్లో అయిపోతున్నావు ఆ వేసేదేదో ఇక్కడి నుంచే వెయ్యి వెయ్యి పోతుంది చేతులు చూపించుకుంటారంటే ఎవరో పట్టుకోండి పరిగెత్తరా ఇప్పుడే శాండ్విచ్ తిన్నావు పరిగెత్తలా చస్తుంటే మళ్ళీ వైడు వైడ్ ఆంజలో అన్ని వైడ్లు వేస్తా పెట్టి సరిగా ఎలా అయ్యాలో మాకు తెలుసులేండి రే గీసి గీసి గొయ్యడిపోయింది అక్కడ ఈరా గీసి గీసి గొయ్యడిపోయింది అక్కడ ఈరా మంచి ఐడియా రా నువ్వు వైల్డ్ లేస్తూ వెళ్ళిపో ఓవర్ అవ్వదు కానీ బ్యాట్స్మెన్ అయిపోతారు అలాగే వేద్దాం అయ్యి బాబోయ్ ఈ విచిత్రం చూసావా మన బండోడు బ్యాటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ ట్రౌన్స్ అయింది ఫీల్డింగ్ చేస్తుంటే బ్యాక్ బౌన్స్ అయింది ఏమైతేనే వికెట్ పడింది ఈ అవుట్ ఉంటారా పెర్ర అవుట్ అంటారు ఎల్లు పని చూసుకే ఇక్కడ పెట్టేస్తా ఒరే నువ్వు ఎక్కడ నిలబడితే నేను బౌలింగ్ ఎలా చేయను నీ బౌలింగ్ లో బంతి పిచ్చి మీద కూడా పడింది వెళ్ళా పవర్ అప్ వెళ్ళిపోయాడు అమృతం ఏంటి సక్లైన్ స్పిన్ చేయి ఇప్పుడు సక్లైన్ ముస్తాకయ్యా ఒకసారి ఒక్కోసారి అంపైర్ వెనకాల నుంచి కూడా చేసేస్తాడు బౌలింగ్ చేసేయి బండోడు కూడా బౌలింగ్ లో సలహాలు ఏ సారీ అమ్మా చెవటట్టి బాల్ స్లిప్ అయిపోయింది ఒట్టు ఏడి బౌల్ రెడీ ఎక్కడా కనిపించడే ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావయ్యా స్పిన్ తిరుగుతూ స్పిన్ బౌలింగ్ చేస్తా నువ్వు మనకే కాదురా పక్షులకు కూడా కరెంట్ వాళ్ళంటే ఎంత కోపం అవును చూడు రే వీళ్ళ నక్కం తొక్కొచ్చేట్టున్నారా పావురాలకి పిల్లలకి తగిలి వికెట్లు పడిపోతున్నాయి ఇప్పుడు శ్రీమతి శాంత గారు బౌలింగ్ చేస్తున్నారు చల్ రే చల్ well done Shanta well done <laughs> మీ ఆవిడ షాంపూతో వాళ్ళు కడిగేస్తాందిరా ఇంకొక ఇంకొక ఓవరేస్తుందనుకో వాళ్ళు క్లీన్ అయిపోతారు మనం విన్ అయిపోతాం అవును కళ్ళలో క్లియర్ కొడుతుంది జాగ్రత్త నా జాగ్రత్తలో నేనున్నా వెరీ గుడ్ వీడు నల్లకలద్దాలు పెట్టేశాడు మన ఎత్తుకి పై ఎత్తేసాడు ఇంకా శాంత బౌలింగ్ పనిచేయదు రే Rambabu ball ball ball ball out వీళ్ళిద్దరు లో మనం కొంచెం జాగ్రత్తగా ఆడితే ఖచ్చితంగా విన్ అవుతాం బాల్ బాల్ బాల్ ఏమాత్రం ఎమోషన్ లేదు వీళ్ళేంటి ఇలా ఉతికేస్తున్నారు సిక్స్ అయ్యా ఇంకెందుకు పరిగెత్తావు పట్టుకో పట్టుకో పట్టుకో బాల్ బాల్ బాల్ అరే సుందరం నుంచి నువ్వే అనమాట ఫోర్లకు పంపిస్తుంది అమృతం నేను ముందే చెప్పాను వీడిని పెట్టుకోవద్దని ఇందాక నుంచి సింగిల్స్ ఫోర్స్ గానీ అవుట్స్ నాట్ అవుట్స్ గానీ చేస్తున్నాడు మోసం చేస్తావా వీడు రిటైర్డ్ హర్ట్ ఒకసారి కొట్రా ఓకే చచ్చిపోతాడు మళ్ళీ బాల్ బాల్ బాల్ బాల్ నేను ఆడక తప్పేటట్లేదు వీడంతా చూస్తాను hmm. ఇది లాస్ట్ ఓవర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంకా ఇరవై ఆరు రన్లు చేయాలి అంటే ప్రతి బాల్ కి ఫోర్ కొట్టాలి ఎలా ఒక సిక్సర్ కూడా కొట్టాలి కరెక్టే కరెక్టే ఓకే బాగా చేయి ఎలా అదేంటి అంజంకుల్ ఎందుకు ఇచ్చావు లాస్ట్ ఓవర్ ఒకసారి కపిల్ దేవు లాస్ట్ ఓవర్ చేతన్ శర్మకి ఇచ్చాడు క్యాలిక్యులేషన్ తప్పి నాకు అదేంది అయినా మూడు వికెట్లు తీసాడుగా తీయలేదు పడ్డాయి పడ్డాయా పోనీ పడ్డాయి అనుకో ఇరవై ఆరు రన్స్ తీసేస్తారు ఒక్కొక్క కొడతావు ఆ బౌలింగ్ లో 아 주자 보르 బ్యాటింగ్ ఇలా ఏంట్రా ఇది కొంచెం జాగ్రత్తగా అయ్యి ఈసారి చూడు ఎల్లు జాగ్రత్త ఫోర్ హ్యాట్రిక్ నువ్వు అలా విసుక్కోకు ఇప్పుడు బాగా లేస్తాను చూడు సరిగ్గా ఇరా కోపగించుకోకురా ఆ చిచి లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అందరూ బౌండరీ లైన్ దగ్గరే ఉండండి అందరూ చేతులు పైకెత్తండి అప్పాజయ్ దూరం పదో వెళ్ళావు అమృతం ఇంకొంచెం బ్యాక్ చేతులు పైకెత్తావు ఆంజలు యార్కరీ ఏమండి ఫుల్ టాస్ వేయండి ఆంజనేయులు అవుట్ స్వింగర్ వేయి ఇన్ స్వింగర్ వేయి గూగ్లీ పొడు లెగ్ స్పిన్ వేయి అసలు బాలే ఆగావేంటి బ్యాట్తో పని ఒరే బౌలింగ్ వచ్చిన లేదని మళ్ళీ బ్యాటింగ్ చేస్తున్నావా అలా అంటించొచ్చా బాల్కి రే ఇప్పుడు నేను ఆటోగ్రాఫ్ ఎవడేది కదరా నువ్వు ఎవరన్నా టెండూల్కర్ రా ఏంటే ఆ ఎక్కడ చేస్తావా ఏంటి ఒరే నువ్వు అవుట్ ఆ పరిగేంట్రా సగం చచ్చిన ముంగేసలాగా జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా బాగుంది ఇదేంటి బొండంగాడు బాల్ కోసం గోడ దూకుతున్నాడు ఏంటి కాళ్ళు ఇడుచుకుంటూ వస్తున్నా త్వరగా పదా మీటర్ చూద్దాం నువ్వు ఎంత నేను చేస్తే అంత ఎక్కువ తిరుగుతుంది మీటర్ మేము బట్టలు మార్చుకొచ్చేస్తా ఉండండి మేము మార్చుకొస్తాం <laughs> మిస్టర్ అమృతం ఇప్పుడు మేట ఎంత తిరిగి ఉంటుందండ బావా బావా ఏంటి మన ఇండియా వాళ్ళు ఇవన్నీ పీకెళ్తారు కదా అవి గెలిచిన వాళ్ళు పీకెళ్తారు మనం ఓడిపోయాం లోపల పడండి రండి కమాన్ ఒరే నువ్వు అవుట్ మిస్టర్ అమృతం నేను కొంత బాధ ఇక్కడ ఉంది నేనేసిన బంతే కాదు వాడు సిక్సర్ కొట్టిన బంతి మీటర్ ముక్క చెక్కలైంది ఇంకేం రీడింగ్ జీరో జీరో రేట్లు జీరోనే ఇంకా మేం కట్టక్కర్లేదు మీరు మా మీటర్ పగలగొట్టారు అంటే బిల్లు క్యాన్సిల్ మీరే కొత్త మీటర్ వెయ్యాలి యాహూ